గుడ్ ఆఫ్టర్నూన్ ఓకే సో ఏం చెప్పుకున్నాం మనం లాస్ట్ క్లాస్లో nothing we discussed we we discuss some points right కొన్ని పాయింట్స్ గురించి మనం మాట్లాడి ఉంటాము we have discussed about the idea of general S A so I have said మొత్తం ఎన్ని ఎస్ఎల్ మనం రాయాలి ఎగ్జామినేషన్లో త్రీ ఎన్ని ఇస్తారు మనకు nine very good okay what are the components ఎన్ని సెక్షన్స్ ఉంటాయి మొత్తం section one section two and section three each సెక్షన్లో you will be getting three components and ఆ ఓడిట్లో నుండి one you have to choose so idea అన్నది already we have discussed in detail in the last class so అసలు ఎస్ఏలో మనం జనరల్గా ఏ తప్పులు చేస్తాము ఏ తప్పులు మనం చేయకూడదు అంటే what are the mistakes to be avoided in practice of general S A everything we have discussed are understood in our previous classes okay so ఈరోజు దానికే మనం కంటిన్యూషన్ చేస్తూ we will be entering into a different dimension okay so S A ఈరోజు ఎట్లా చేసి ఒక ఎస్ఏ రాసే ప్రయత్నం మనం చేద్దాం ఓకే తప్పైనా ఉప్పైనా clear no matter what okay but we will try our best in giving our attempt of general essay will try okay first of all అది చేసే ముందు let me give you the basic frameworks of essay writing okay because i hope that you're all sitting here for that very framework which is the most essential component before we proceed with the essay అంటే ఒక ఎస్సే రాయడానికి మనకు ముందుగా కావాల్సినది ఏంటి అని అంటే we should be in need of something very important call frameworks okay so ఇక్కడ నేను ఇచ్చేటటువంటి ఫ్రేమ్వర్క్స్ అంటే లేదంటే నేను చెప్పేటటువంటి ఫ్రేమ్వర్క్స్ ఏవైతే ఉన్నాయో that are according to the standards of public service commission examinations అంటే అది స్టేట్ పీసీఎస్ కావచ్చు లేదంటే it can be about the UPSC union public service commission okay ఈ frameworks may not work for article if I ask you what is the difference between article and essay ఏం చెప్తారు you might have heard right article అని వినే ఉంటారు ఎస్సే అని చెప్పి కూడా you might have heard what is the difference between article and essay essay in brief okay okay okay ఇంకా బోత్ ఆర్ సేమ్ సినానిమస్ हाँ yes opinion is article okay essay is that is essay okay and essay is opinion of group on aspirant हाँ हाँ हाँ okay see whenever we take up article and essay चाल जाग्रत विनला only one major difference which you can find in article and essay is and article is as you said it is a opinion on a particular topic ఏదైనా కూడా ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ పైన ఒక వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని మనం ఆర్టికల్ అంటాం యూజువలీ మీరు వార్తాపత్రికలు అంటే న్యూస్ పేపర్స్లో you will be seeing and article and article on EWS an article on uh, water crisis, an article on uh, uh environment, an article on women protection, an article on uh, climate change, likewise. Here and different articles you will be observing in the newspapers. But whenever we speak about an article, an article can have an independent paragraph. An independent paragraph, whenever I say, it cannot be, I mean, it may not be related to the title also. Clear? But when we speak about an essay, it will have a basic framework. Once you look at the essay, you will be completely summarizing a particular topic. Yes or no? ఒక అంశం గురించి మీరు చూస్తే ఆ అంశం మొత్తాన్ని కూడా సారాంశం అన్నది మీకు ఒక ఎస్సే చదివితే మీకు అర్థమైపోతుంది ఒక వ్యాసం వ్యాసం చదివితే for example you are reading an essay on Indus valley civilization suppose ఈ ఎస్సేలో మీరు ఎగ్జామినర్కి ఏం చూపిస్తారు మొత్తం ఇండస్ వ్యాలీ చుట్టుపక్కల జరిగినటువంటి అన్ని అంశాలను కూడా కవర్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు ఏ పారాగ్రాఫ్ తీసుకున్నా కూడా that will be related to the Indus valley civilization only there is nothing scope of independent paragraph in the essay Clear? But when we speak about an article, there can be a paragraph independent also. అంటే ఆ స్కోప్కి మన టైటిల్కి రిలవెన్స్ లేకుండా కూడా ఒక పారాగ్రాఫ్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది దేంట్లో article but whenever we speak about an essay I said last class also each and every paragraph whatever you are writing that should be interconnected with each other and all of them should be connected to the demand of the title clear of you second thing ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ని కొద్దిసేపు పక్కన పెట్టేద్దాం కొద్దిసేపు కాదు మొత్తానికే పక్కన పెట్టేయచ్చు because that is not the need of the hour okay అది మన యొక్క ఎజెండాలో ఎజెండాలో లేనటువంటి ఒక అంశం అది ఎందుకనంటే ఇది మీ గ్రామర్ క్లాస్ కాదు మీ ఇంగ్లీష్ క్లాస్ కాదు it is a class of your general essay so I'm not very much interested to deal with articles okay but what is our purpose sitting here is to deal with the essay as you know the basic framework ఒక ఎస్ఏ రాయడానికి మీ అందరూ కూడా తెలుసుకున్నటువంటి లేదా తెలిసినటువంటి ఒక ఫ్రేమ్వర్క్ ఏంటంటే we will be having a introduction yes or no దాని తర్వాత we will have a main body after that we will have a conclusion so this the basic ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఇంట్రొడక్షన్ని సబ్ డివైడ్ చేద్దాం main body we will subdivide అంటే we will try to analyse how actually the introduction works see ఎప్పుడైనా కూడా ఇంట్రొడక్షన్ జనరల్ ఎస్ఏలో కూడా రాస్తారు introduction can be possible in your answer also answer writing వేరు జనరల్ ఎస్ఏ వేరు ఈ యొక్క చిన్న చిన్న డిఫరెన్స్ మీకు అర్థమైతే almost will enjoy your uh, mains examination. Clear? So what are your thoughts అంటే ఇంట్రొడక్షన్ ఏ రకంగా ప్రారంభిస్తే బాగుంటుందని చెప్పి మీరు అనుకుంటారు how how you begin a introduction let me know from you later on I same my views are my opinions on it చెప్పండి facts okay quote past quote quotation okay very good please introduction లేకుండా రాస్తాను yes abstract of the main body yes done done right okay okay quote describe the title very good నిర్వచనం ఏమన్నా దానికి ఉంటే దానికి సంబంధించిన డెఫినేషన్ ఉంటే రాస్తారు వెరీ గుడ్ హా very good definition fine see as I say introduction is the first impression to the evaluator yes or no మీరు సరిగ్గా రాస్తురా రాయట్లేదా మీ దగ్గర కంటెంట్ ఉన్నదా లేదా whether you have that inbuilt content or not examiner will simply know by looking at by reading your very first paragraph that is your introductory paragraph okay yes there are two basic things to begin a introduction first one the very first line can be a quote also ఓకేనా the very first line can be a short story also no problem. Very first line of the introduction can be either a quote or a short story ఒక చిన్న కథతో ప్రారంభించవచ్చు లేదంటే ఒక కొటేషన్తో కూడా you can begin your essay okay but whenever you will write a quote or a story always remember that should be relevant to the title okay for example you are given a title let suppose water crisis in India suppose you are given a title water crisis in భారత్లో నీటి కొరత ఓకే ఈ రకమైన టైటిల్ మీకు ఇస్తే always you should begin a short story or a quote that is relevant to the title only quotation మీకు గుర్తొచ్చింది do or die Mahatma Gandhi relevant అయినా Inkalab Zindabad. Relevant? Water is life, save water. Definitely, you cannot. Water is so precious. Clear? You can also uh, uh, begin with some other uh, uh, uh line also. Like, uh, most of the earth is covered by water. Okay? Less by land, more by water. likewise you can actually take into, into your consideration ఓకేనా ఏది దానికి రెలవెంట్ అనిపిస్తే అటువంటి కోర్స్ని మాత్రమే మీరు స్టార్ట్ చేయొచ్చు you can also begin with any short story which is happening okay like for example you might have uh, this is a very important story which was actually written by a lady called uh, uh, uh, Tina Dabi. You might have heard of. Uh, uh, all India rank one in UPSC civil services examination ఆ పరీక్షలో దేశవ్యాప్తంగా మొట్టమొదటి స్థానం లభించింది ఆమెకి and she had in fact given this particular story which have impressed many of the readers at that moment okay చాలామందిని ఇంప్రెస్ చేసినటువంటి స్టోరీ అది వాటర్ క్రైసిస్ మీద టైటిల్ వచ్చినప్పుడు తను ఏం రాసిందంటే there is a place in Rajasthan where The very first panchayat was established called Nagaur. Nagaur is the region in Rajasthan where మొట్టమొదటి మూడంచెల పంచాయతీ వ్యవస్థ three tier panchayati system was established at Nagaur in Rajasthan despite establishing the first panchayat at Nagaur in Rajasthan there is no proper water facility the women are walking for kilometres and kilometres to carry the water అని చెప్పి she begin the introduction. And when she begin with a quote in the introduction, coming to the main part, begin with a story in the introduction, coming to the main body, she will give all the suggestions. Ministry of uh, uh, uh, Water Resources, what are the programs undertaken by Telangana, what are the programs undertaken by Government of India, uh, uh, Mission Kakatiya, Mission Bhagirath, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా రాస్తూ at the end you will give a solution to those women that there is no such need to walk for miles and miles in order to carry the water. I అది ఆ స్టోరీతో రాస్తే ఎండింగ్లో కనెక్ట్ అన్నది డెఫినెట్గా ఇవ్వాలి ఎస్ఆర్లో ముగింపు అన్నది ఉండాలి if you begin with a story శుభం కాడేయాలి అర్థమైనా అట్లా కాకపోతే to make yourself safe I recommend you to begin with a quote కన్క్లూజన్లో quote is not compulsory it is not mandatory but ఇంట్రొడక్షన్లో కూడా it is not actually mandatory but if you begin with a quotation that gives a best impression to the examiner is is clear to all of you okay after you are giving your first impression maybe in the form of a quote maybe in the form of a story అది ఇచ్చినాక తర్వాత మీరు ఏం చేస్తారంటే whatever is the statement given మీకు అక్కడ స్టేట్మెంట్ రూపంలో ఇవ్వచ్చు ఒక వర్డ్ రూపంలో కూడా ఎస్ఏ ఇవ్వచ్చు క్లియర్ అలా friend suppose you given a state statement like this like RTI and its functioning మీకు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు RTI right to information and its function ఈ స్టేట్మెంట్ ఇచ్చి లాగా ఒక టైటిల్ ఇవ్వచ్చు లేదంటే you can be given direct title also Like Project Tiger can be a direct title given to you. Clear? You can be, give, be given a title Project Cheetah. Very recently in news also, Project Cheetah. ఈ రకంగా ఒక వర్డ్ అంటే it's single word yes or no Project Cheetah Project Tiger or Mission Kakatiya or any other title which is a word if it is given in the word, this will not work. But I am taking into consideration if it is given in the statement form. Statement రూపంలో ఇస్తే the very first line of yours should always be focusing on explanation of the statement ఏం చెప్పిన నేను it should always be focusing on explanation అంటే మీ స్టేట్మెంట్ ఎగ్జామ్లో ఏదైతే అడిగినో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి understand very very careful But usually what people say is or usually what people does is చెప్తా చూడండి స్టేట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నామని చెప్పి they will be writing like this RTI and its functioning means అట్లా కాదు it is not the way try to understand when I asking you to explain the statement it may be indirectly Are you getting the point? So you can go with this kind of explanation like see <clears throat> right to information is a provision in India since 2005 which enable the citizens to know the information of all the departmental activities undergoing in the country, ongoing in the country. Nowhere I gave a, a, a, a <clears throat> intention to the examiner that I am explaining the statement. Can I indirectly I have dedicated my two to three lines in explanation of the statement or the news column. కానీ in the process of explanation of the statement one thing also you should remember here is that don't rewrite the title అర్థమైందా you should not rewrite the title as such you should not repeat because the examiner is already know what is the demand of the title And if it is given in a word form, explanation does not work. Project Tiger. Tiger is a wild animal. It has four legs. It is uh, uh, uh, uh, sometimes yellow in color, sometimes white in color. It will be having some uh, uh, uh, marks. Which tiger is having this many teeth? Tiger is having this many eyes. రాస్తారా అందుకే చెప్తాను వర్డ్ ఫామ్లో ఇస్తే ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు whenever it is given in the form of a statement explanation does work okay after you undergo with the idea of explanation of the statement. Then comes the most important point called elaboration of explanation. జాగ్రత్త వినాలి ఇంతకుముందు మీరు వెరీ ఫస్ట్ లైన్ ఏదైతే రాసిందో దాన్ని ఎలాబరేట్ చేస్తూ ఇంకొక లైన్ రాయాలి clear all of you first line ఏం చేస్తాం మనము దీన్ని డిఫైన్ చేస్తాం లేదా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇది ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత దానికి హెల్ప్ఫుల్గా ఇంకొక ఎలాబరేషన్ చేయాలి ఓకేనా ఎలాబరేషన్ చేస్తున్నప్పుడే you can also take into consideration any logic or a fact or a example or a event or a figure anything దీని యొక్క హెల్ప్ మీరు తీసుకోవచ్చు క్లియర్ ఏం చెప్పినా నేను anything you can take it it may be a logic it may be a example it may be a fact it can be ఏంటిది event it can be a figure also any data you can add within the purview of your introduction అక్కడ ఏమవుతుంది ఆల్వేస్ ఉంటారు ఇక్కడ నేను ఏదైతే ఫ్యాక్ట్స్ కానీ డేటా కానీ యాడ్ చేయమని చెప్తున్నానో that should always be that information which is precise, not elaborative. ఓకేనా అంటే మీకు తెలిసినటువంటి డేటాలో మీకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్లో కొద్దిగా మాత్రమే మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది you should never ever replicate the everything okay ఇంట్రొడక్షన్లోనే మొత్తం ఎప్పుడు కూడా చెప్పొద్దు okay any one will work it may be a logic it may be a fact it may be an example it may be anything else okay for example see We are taking the same title RTI and its function ఈ టైటిల్కి ఎగ్జాంపుల్ ఏమి ఇస్తాం for example you can write it like this the first RTI was filed at a police station in Pune. This is a fact. That's it. Close it. అక్కడ ఆపేయాలి అక్కడ ఆపేస్తే మీకు ఏమైతే ఎగ్జామినర్కి you are given a hint that you know all the factual information also see ultimately ఇక్కడ మన టాస్క్ ఏంటంటే ఎయిట్ హండ్రెడ్ వర్డ్ లిమిట్లో మనము ఎగ్జామినర్ని ఇంప్రెస్ చేయాలి ఆన్ ద గివెన్ టైటిల్ ఆ టైటిల్ ఏదైనా కూడా ఇవ్వచ్చు ఆ టైటిల్కి సంబంధించి మనం ఆయన ఎంత ఎక్కువగా ఇంప్రెస్ చేయగలిగితే అంత ఎక్కువ మనకు స్కోర్ అనేది వస్తుంది ఇంట్రొడక్షన్లో we're given only one or two facts Coming to the main body we will be increasing the number of events figures data or any other content which is available with us చెప్తా ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత I want you people to go for another important thing in the introduction call creating a sense of curiosity This will be the last component of your introduction. What I said, creating curiosity. Curiosity ante? Creating a sense of suspense. Very good. Huh? Creating suspense is another key component of the introduction. For example, see, whenever you write, sorry, an introduction, the last line I am very much interested is creating a suspense with which you will be taking the examiner with you till the conclusion నేను పేపర్ ఎవాల్యుయేషన్ చేస్తున్నాను suppose there are two papers one paper the husband is giving all that she's moving okay and the other paper the husband is giving such information which is in accordings to me నాకు తగ్గట్టు నన్ను ఆమె చేతిలో పెట్టుకొని ఆయన చేతిలో పెట్టుకొని నన్ను కన్క్లూజన్ దాకా తీసుకుపోవాలి clear you usually travel with the parents or with the friends. First of all, you deny. Let us go to Chennai, let us go to Goa, let us go to Delhi, any other places. You will deny, I won't come. But your friend says, if you come with me, I'll show you Taj Mahal, I'll show you Qutub Minar, I'll show you, uh, I'll show you uh, Red Fort, I'll show you Rashtrapati Bhavan, if you come and travel along with me. Okay, I'll show you Arvind Kejriwal. Okay, likewise, huh? he will be impressing you. Impress చేస్తే మీకు ఇష్టం లేకపోయినా కూడా you will travel along with your friend likewise ఇక్కడ కూడా you should show the examiner a path ఓకేనా జాగ్రత్త వినాలి the idea the idea of RTI comma it's implementation among various states, comma, role of RTI worldwide, comma, idea of Lokpal, Lokayukta and the functioning of agencies such as CBI, CVC etc. are mentioned below. What I have said, see, <clears throat> the idea of RTI, its implementation among various states, role of RTI worldwide, idea of Lokpal Lokayukta, and functioning of agencies such as CPI, CVC, etc. are discussed below. I haven't said anything to them, to the examiner in the introduction. But I have said, if you go to main body, below matlab, if you go to the main body, you will be seeing, you will be observing all those. Are you getting the point? For example, let's take uh, some other titles. See. <clears throat> first, first of all, you'll have to <clears throat> explain the statement. Before that, you will give a quote. Okay, quotation. Quotation here would be if a title is given on RTI, quotation can be on transparency. Quotation can be on information, but transparency quotation will work for this. Okay. ఇప్పుడు suppose see let us take any easy title easy title తీసుకుందాం such as simplification of taxation system in India okay Suppose there is a given title, simplification of taxation system in India భారతదేశంలో పన్ను వ్యవస్థ ఏదైతే సింప్లిఫై చేసుకున్నామో అంటే ఇండైరెక్ట్లీ ఇక్కడ ఎగ్జామ్లో మేము ఏమడుగుతున్నామా he's asking about the idea of GST వస్తు మరియు సేవా పన్ను గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇది ask about this particular title simplification of taxation system in India what is the approach I said first of all you will begin with the core you will explain the statement, then elaborate with a reasonable fact or data or any figure likewise. Then you will be creating a sense of suspense or curiosity. Is this clear to all of you? So, with this particular process, you know everything about GST? Yes or no? GST గురించి ఒక బేసిక్ ఐడియా అయితే అందరికి ఉన్నదా లేదా ఓకే GST approximately 2017. Who brought GST? K. Paula. And then who is the pioneer or the person behind the GST? Ha, Vijay Kelkar. Very good. Vijay Kelkar is the committee which have recommended for the idea of GST. So on what dimension your title will be revolving here? See, if you are given a title simplification of taxation system, introduction on practice చేద్దాం దానికంటే ముందు we have understood that it examiner is asking us the idea of GST. ఓకేనా సో జిఎస్టీ ఇట్స్ బ్యాక్గ్రౌండ్ రాస్తారు మీరు okay So why GST have come in India? How the cascading of taxation system was ongoing? How come we have eliminated that particular cascading of taxation system? Okay. ఇది రాసిన తర్వాత you will be coming across with various committees on taxation yes or no ఇక్కడనే మీరు ఈ ఫ్యాక్ట్ అన్నది వచ్చేస్తుంది విజయ్ కేల్కర్ రాస్తే your fact will be completed or accomplished there next ఈ దీని తర్వాత you will be writing about the idea of జిఎస్టీ అండ్ ఇట్స్ స్లాబ్స్ ఎన్ని స్లాబ్స్ ఉన్నాయి జిఎస్టీలో జీరో అంటే ఏంది ఫైవ్ అంటే ఏంది ట్వెల్వ్ అంటే ఏంది ఎయిటీన్ అంటే ఏంటి ట్వంటీ ఎయిట్ అంటే ఏంటి all the slabbing of GST you will be writing with that you will be also coming across with the performance of GST in various states Okay వివిధ రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాలు నష్టపోయినాయి జిఎస్టీ కంపెన్సేషన్ ఇచ్చినాం కొన్ని రాష్ట్రాలు లాభపడ్డాయి సో ఎలాంటి రాష్ట్రాలు లాభపడతాయి which kind of a state will get benefit which kind of a state will get the losses okay with that you will be also coming across with the idea of something very important call GST council what is the idea of GST council What does actually GST Council do? Finance Minister is the chairman of GST Council. All state finance ministers will be the members of GST Councils. Okay, uh, they will be adding several goods. They will be eliminating several goods into 5% slab, 12% slab, 18% slab. ఆ రకంగా ఇది మీకు అర్థమైపోతుంది జిఎస్టీ కౌన్సిల్ గురించి మాట్లాడుకున్న తర్వాతనే you will be coming across with comparison of VAT and GST okay value added tax ఏదైతే ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఉన్నిందో ఒకప్పుడు దాన్ని ఇప్పుడు వచ్చినటువంటి జిఎస్టీ విధానంతో మీరు కంపారిజన్ అన్నది స్టార్ట్ చేసుకుంటారు okay with that you will also be coming across with another idea like GST revenue okay GST revenue to the government of India ఎంత ఆదాయం వస్తుంది if you can quote the approximate figure of twenty twenty two రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఉన్నటువంటి దాదాపు ఆ లెక్క ఏదైతే ఉందో ఆ అంచనాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫిగర్ని అప్రాక్సిమేట్గా కోటే కోర్టు చేసినారో అని అంటే blindly we can expect that three to four marks is given in addition to you clear all of it addition to you అంటే యాభై మూడు రావు ఓకే అంటే ఇచ్చే ఇరవై ఐదులో ఒక మూడు మార్కులు ఎక్కువ వస్తాయి అట్లా అర్థమైందా సో ఈ idea this is the complete or the core idea of what is the demand of this particular title ఇప్పుడు మీరు ఏం చేస్తారు I want you people to go with the same title simplification of taxation system right on the very first line ఓకేనా స్టార్ట్ అయితే very first line first line మాత్రమే ఇంట్రొడక్షన్ మొత్తం కూడా వద్దు ఫస్ట్ లైన్ మీ టైటిల్ చూడంగానే మీరు రాసేటటువంటి మొట్టమొదటి లైన్ ఎట్లుంటుందో రాయనందర్ simplification of taxation system is the title it is related to your section one only భారతదేశంలో జిఎస్టీ విధానం సింప్లిఫికేషన్ ఆఫ్ టాక్సేషన్ సిస్టమ్ చదవండి బయట చదవండి Constitution. Article Indian no article, Mm. 101 Constitution Mhm. Amendment Act. Tax revenue is one of the most important sources. One. Hmm. The new era with new goal to set to make India a five trillion economy with the help of GST. Done That's ఇంకా రాయలేదు ఇది వదిలేద్దాం Shoaib Taxation is the backbone of revenue system. Okay రాయలేదు ఓకే వదిలేస్తారు okay okay okay okay skip yes I not even asking you to write the entire introduction first line అడిగిన మిమ్మల్ని పక్కన Ganesh okay one nation one tax is the okay GST విధానంలోని ఓకే సి ఇంట్రడక్షన్ ఎప్పుడు కూడా ఆ లైన్లో యు ఆర్ కన్క్లూడింగ్ అర్థమైందా మీకు సో ఓపెన్లీ ఆర్ కన్క్లూడింగ్ ఆర్థిక అభివృద్ధి చేకూరుతుంది అని అంటే It's end of the discussion actually. That can be a point in your conclusion. Okay, your opinion, it is your opinion. ఆర్థిక అభివృద్ధి అయ్యిందా పైన చూపించాలి మీరు మొత్తం ఏ రకమైన అభివృద్ధి అయ్యింది ఎంత వసూళ్లు పెరిగినాయి అవన్నీ చెప్పకుండా ఆర్థిక అభివృద్ధి జరిగిందంటే ఎగ్జామినర్ కిందకే పోలిగా okay Very good. The existence of taxation can be traced back to Kautilya's Arthashastra where he have uh, given various important definitions of uh, in fact the basic definition of tax itself was given by Kautilya's Arthashastra. Fantastic. Ah please, Pakana. 101 amendment. You will very begin with the very 101st cost amendment definition. How will you define? Mm-hmm. See, again I'm, letting you know uh, simplification of taxation system in India is the demand of the uh, examination or the demand of the title. In title key you can give both kind of introductions. I mean a positive also and negative also. But I have said always give a positive introduction because you are a aspirant. Are you getting the point very clear? GST simplified the taxation system or not? Yes, you should accept it. Though personally you deny, but you should forget it. Clear all of it? But the similar title is given to Shashi Tharoor. He may write it in a different way. And Abhiprayam వేరు ఉండొచ్చు the same title is given to P Chidambaram ఆయన అభిప్రాయం వేరు ఉండొచ్చు ఓకేనా but if this title is given to a group one aspirant like you people definitely your approach should always be healthy clear all of you your approach should always be పెసిమిస్టా ఆప్టిమిస్టా ఆప్టిమిస్టిక్గా ఉండాలా పెసిమిస్టిక్గా ఉండాలా క్లియర్ ఎస్ అవును ఒకసారి ఇలా రాయండి the hardest thing the hardest thing the hardest thing the hardest thing one may understand one may understand the hardest thing one may understand in this world in this world in this world is taxation is taxation is taxation i am beginning like this see ఇక్కడ ఏమైపోతుంది what kind of impression I'm giving to the examiner ఎగ్జామినర్కి నేను ఒక ఎకనామిక్స్ రిలేటెడ్ ఎస్ఏ రాసేటప్పుడు examiner should feel like I'm an economist societal related title నిన్న ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతున్నామా సొసైటల్ రిలేటెడ్ టైటిల్ గురించి నేను రాసేటప్పుడు ఒక సో సొసైటీలో ఒక యాక్టివిస్ట్ లాగా నేను రాయాలి when I'm writing essay on history related titles examiner should feel I'm a historian okay మీరు అన్న one nation one tax ninety percent పేపర్లలో కనిపిస్తుంది hundred and first constitution amendment act ninety five percent పేపర్లలో కనిపిస్తుంది but in in in what sense you're unique you're different because తొంభై పేపర్లు ఒకేలాగా పది పేపర్లు ఇంకొకలాగా ఉంటే obviously the selection would be given to those పది పేపర్లో ఉంది yes no those ten selected people would be the charm of the Telangana state or unique. You should always be thinking in a unique approach and thinking out of the box related to the title only. మీ దగ్గర ఒకటే గుర్తుపెట్టుకోండి మీ దగ్గర ఎంతైతే సబ్జెక్ట్ ఉన్నదో ఎంతైతే కంటెంట్ ఉన్నదో సిమిలర్గా ఇరవై ఐదు వేల మంది దగ్గర కూడా అదే కంటెంట్ ఉన్నది okay nobody is having any different content altogether everyone have studied the same spectrum like you same Ramesh Singh or దీది బస్సు like you people same Laxmikanth మీరు ఎట్లా చదివినో మిగిలిన ఇరవై ఐదు వేల మంది కూడా అదే చదివినారు కానీ the selection and rejection rejection matters on one principle that is how unique your present in your approach okay మీ అప్రోచ్ ఎంత యూనిక్గా ఉంది ఎంత డిఫరెంట్గా ఉంది that is what actually matters here I getting the point very clear so begin with any kind of a quotation where the examiner should feel that you are up to the mark. For example, in Google and writing, later one more right. <clears throat> taxation, taxation, taxation. In any country, in any country, in any country, fulfill, fulfill, fulfill the purpose the purpose the purpose of government's functioning of government's functioning of government's functioning come on come on giving away welfare activities giving away welfare activities giving away welfare activities giving away welfare activities comma, comma, adjusting, adjusting, adjusting, and repaying, and repaying, and repaying previous dues, previous dues, previous dues, etc., etc., etc., etc. Full stop ఇది ఇంకొక రకంగా మనము దీని అంటే ట్యాక్స్ మనకు ఏమేమి లాభాలు ఇస్తుంది It's a positive mode of introducing ourselves. Okay. For example, inkoka line writer, I don't remember right. See, these are different different approaches which are possible actually. Okay. Write down one more line or of a tax is a tax is a tax is a tax is compulsory legal payment compulsory legal payment compulsory legal payment by a citizen by a citizen by a citizen to its government to their government I said to their government to their government to their government ఇంకొక లైన్ రైట్ ఇంకొక లైన్ దాంట్లో కంటిన్యూ రైటింగ్ a attacks can be collected can be collected can be collected either directly or indirectly either directly or indirectly either directly or indirectly such as such as on income on income on income or manufacturing. An income or manufacturing. Full stop. Full stop. అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం tax can be direct or indirect such as income అంటే ఫుల్ఫిలింగ్ డైరెక్ట్ ట్యాక్స్ పర్పస్ ఇంకోటి ఏం రాస్తాం manufacturing fulfilling war indirect tax purpose అర్థమైందా అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మీ మీరు ఎంత యునిక్ వేలో ఎంత డిఫరెంట్గా మీ ప్రజెంటేషన్ ఉంటే అంత ఎక్కువ స్కోప్ ఆఫ్ నెంబర్ అన్నది మార్క్స్ అనేవి మీకు అవార్డ్ చేయడం జరుగుతుంది క్లియర్ ఆల్ ఆఫ్ కానీ ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ కావద్దు no when I'm going out of the box నేను నా త్రీ రెండు మూడు అప్రోచెస్ ఏవైతే నేను ఇచ్చిందో ఎక్కడ కూడా నేను అవుట్ ఆఫ్ ద బాక్స్ పోతలేను I am within the demand of the title only but in a different way. Clear? Nowhere I am using a different literature or a, a difficult literature. ఎక్కడ కూడా పాష్ లిటరేచర్ డిఫికల్ట్ లిటరేచర్ నేను వాడట్లేదు I'm using a very simple language clear ఈ రకంగా మీ అప్రోచ్ అనేది చేంజ్ చేయాలి latest practice for one more title take the title take the title supercomputers supercomputers supercomputers and its and its and its position in India supercomputers and its position in India supercomputers and its position in India title అర్థమైందా సూపర్ కంప్యూటర్లు మరియు భారత్లో వాటి యొక్క స్థానం supercomputers and its position in India హా నా tell me how how many of you are of supercomputers అందరికీ తెలుసా సూపర్ కంప్యూటర్ అన్న విధానం గురించి అందరికీ తెలుసు అని ఐఎమ్ ప్రిజ్యూమింగ్ ఓకేనా if at all you are been given a title on supercomputer ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రతి టైటిల్లో కూడా you should understand the demand either it is singular or plural ఓకేనా క్వశ్చన్ జాగ్రత్త చదవండి సూపర్ కంప్యూటర్స్ అన్నమా సూపర్ కంప్యూటర్ అన్నమా సూపర్ కంప్యూటర్స్ అంటే ఇక్కడ ఎంజాయ్ రైటింగ్ మీకు ఏది గుర్తొస్తుందో రాయొచ్చు నాట్ జస్ట్ పరం పరం ఒక్కటే కాదు పరంతో పాటు మిహిర్ రాయొచ్చు ఓకే మిహిర్తో పాటు రీసెంట్గా వచ్చింది ఏంటది విచ్ um, వన్ నేనేనండి భారత్గా పరం యువా వెరీ గుడ్ పరం వీర వీరనా పరం ఈషా హా so likewise you are having a large scope of this particular date కానీ ఇంత స్కోప్ ఉన్నది ఏంటంటే because you're observing what singular and plural ఇంకొక టైటిల్ అండి write one more title one more title item idea of idea of idea of remote sensing remote sensing remote sensing remote sensing in in various satellites idea of remote sensing in various satellites if this is asked again remote sensing ఏ ఏ శాటిలైట్స్లో వాడుతున్నామో what kind of there are different types of satellites again ఎస్ఆర్లో మనకు వివిధ రకాల ఉపగ్రహాలు ఉంటాయి ఎటువంటి ఉపగ్రహాలు ఉంటాయి we will be having like satellites which are earth satellites ఎస్ఆర్లో భూమికి దగ్గరగా పోయే ఉపగ్రహాలు okay we will be having navigation satellites navigation satellites then will be having the communication satellites These Earth satellites can indirectly be connected to be remote sensing satellites. అంటే మన ప్రోగ్రామ్స్ అంటే ఇండైరెక్ట్లీ మిమ్మల్ని క్వశ్చన్ ఏమడిగిన మన అర్థ సాటిలైట్స్ పరంగా whatever are the programs conducted that you can quote here అంటే మీకు ఇక్కడ కూడా స్కోప్ అన్నది ఎన్లార్జ్ అయిపోయింది once you're understanding the question మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ పర్ఫెక్షన్ ఉంటే ఏ శాటిలైట్స్ మనము అర్థ శాటిలైట్గా రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్గా ప్రయోగించడమో అంత నాలెడ్జ్ మీకు ఉంటే definitely it can be a cake walk for you don't worry will give the content also science and technology content relevant content మీకు ఇచ్చిన తర్వాతనే you will ask it right but I'm explaining the difference of the different types of titles ఇచ్చి may be as write one more one more title ఇంకో టైటిల్ రాయండి the character of the character of the character of leader leader leader is reflected is reflected is reflected on institution the character of leader is reflected on institution the character of the leader is reflected on institution okay ఆలోచించండి రెండు నిమిషాలు ఈ టైటిల్ వస్తే ఏం చేస్తారు what does the leader mean here first of all yes yes yes there are two components అంటే ఇట్లాంటి టైటిల్స్లో మీరు ఎప్పుడైనా ఏం చేయాలా you should understand the keyword first keyword is leader second keyword is institution ఇది ఎవరికి ఫిట్ అవుతుంది ఎవరికి ఫిట్ కాదో చూడాలి మనం ఓకే ఫిట్ ఎవరికి కావచ్చు okay you are saying something, huh? Mahatma Gandhi. Okay, in which name is the Very good. It can be connected with Mahatma Gandhi and society. Inka? King and people. Very good. Ambedkar and society again. Inka? Rabindranath Tagore and Shantiniketan. Okay. Inka? But 800 words was there. పాసిబుల్ కాదు హా, Mahatma Gandhi maybe I can accept BR Ambedkar maybe I can accept ఇంకా prime minister and institution very good that is actually the demand of the examiner మీకు ఇక్కడ character of the leader is reflected on institution అంటే ఇక్కడ if you are taking prime minister and his policies and his behaviour and his ruling clear it will be reflected on the institution called PMO. Prime Minister Office is an institution. Prime Minister here is a person. ఓకేనా ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన ద్వారా ఆ సంస్థపై ప్రభావ ప్రభావం ఉంటుంది ఆ ప్రవర్తన ఎంత బాగుంటే ఆ సంస్థ అంత బాగుంటుంది ప్రవర్తన బాగాలేకపోతే సంస్థ అనేది బలహీనపడుతుంది as or the institution becomes weakened once the leader is not in a proper behaviour It can be connected with any leader. Prime Minister, as I said, he's a leader. But you can begin with Mahatma Gandhi. No problem at all. Problem లేదు డిఫరెంట్ లీడర్స్ మీరు ఇక్కడ తీసుకొని రావచ్చు though it is not given in plural sense సింగులర్లో ఉన్నప్పటికీ కూడా you can on your convenience and comfort convert to the plural sense ఇక్కడ మీరు మహాత్మా గాంధీతో స్టార్ట్ చేసి ఆయన యొక్క బిహేవియర్ ఆయన భారతదేశంలో చేసినటువంటి ఆ, ఆ, స్వాతంత్ర పోరాటం ద్వారా సమాజంపై వాటి యొక్క ప్రభావం definitely you can write no problem at all if it is given reversed suppose the character of the institution is reflected on the leader. Hmm. ఏం చేస్తారు ఇప్పుడు president president only want to do some justice to the people but his position itself is rubber stamp yes or no governor is rubber stamp okay ఆ ఇన్స్టిట్యూషన్ చేయమన్నటువంటి ఒక పని చేస్తుంది సిబిఐ వాంటెడ్లీ ఆర్ అన్వాంటెడ్లీ they may go into the investigation but the institution's character may be reflecting on the leader. Supreme Court, clear all of it. It should always maintain what? Neutrality, balance and justice without which the idea of Supreme Court gets filled. అర్థమైన వాళ్ళకి అంటే either way this question can be actually given to you okay dynamics of politics అంటే ఇట్లాంటి టైటిల్స్ మిమ్మల్ని అడిగేటటువంటి అవకాశం ఉంది ఓకే నెక్స్ట్ ఇంకొక టైటిల్ రాయండి let see how do you approach write one more title phenomena of phenomena of phenomena of untouchability untouchability untouchability in twenty first century in twenty first century in twenty first century ఓకేనా మళ్ళీ again this should be related to your polity back to the polity back to the society okay ఈ రెండింటినీ కూడా మీరు కనెక్ట్ చేస్తూ మీరు దీనికి ప్రజెంటేషన్ అనేది చేస్తారు ఓకే సో ఇప్పుడు నేను ఇచ్చినటువంటి టైటిల్స్ ఏవైతే ఉన్నాయో okay I given few titles టీ వాటిల్లో చూస్ ఎనీ వన్ ఏదైనా ఒక్కటి చూస్ చేసుకోండి అండ్ నేను ఇచ్చినటువంటి బేసిక్స్ ఇంట్రొడక్షన్లో ఏది ఫాలో కావాలని చెప్పినా first of all explain the statement then elaborate with a fact or example then that can be connected with logic or fact or example or something then create a curiosity ఈ కాంపనెంట్స్ అన్నీ కూడా కలిసేటట్టు I want you people to write an introduction to any one of the title which is discussed so far start first of all choose ఏ టైటిల్ మీకు సూటబుల్ అవుతుందో చూస్ చేయండి రాయడం స్టార్ట్ చేయండి విచ్ టైటిల్ ఎవరి సూపర్ కంప్యూటర్స్ వెరీ గుడ్ చదవండి Huh? Okay The father of supercomputers convinced Rajiv Gandhi to make India's first supercomputer Palam when USA denied to sell quasi-supercomputer to India because of dual use. Okay Patekar with his team made first supercomputer with less than import charges and less than import duration comparatively with USA. Very good so that is complete స్టోరీగా రిటర్న్ ఓకే దానికి ఎలా ఆపరేట్ చేయాలి కదా ఇంకా super computing program in India ఎప్పుడు స్టార్ట్ అయింది okay one of the other fact you should definitely inculcate suspense ఏముంది ఇక్కడ different super computers used in India its institutions its functioning comparison with the world's fastest super computers are discussed below అయితే okay which title okay which which title title character of the leader is reflected on institution okay good huh <laughs> Yada Raja History has been a living proof in support of the statement that ideologies of the king can make a kingdom flourish or vanish. Hmm. Uh, for example, Shetra Sood was a king who, with, with his ideologies, who started the regularization of lands to the landless. Okay historically how a kingdom flourished or vanished just because of a person who led it can be seen here. Done. So the character of the institution, sorry, leader can be reflected on the institution is the title she choose. Very good. Inka. Anyone else? Untouchability. Done. Untouchability, uh, we can trace it from the Gupta period according to Aryan's Gupta's, okay. That is how you have written నాకు ఎట్లా చెప్తాను అట్లే రాసినా see speaking English is different from writing ఏం రాసినా జనాలు Untouchability can be traced back to the Gupta period okay according to the Aryan's book. According to Aryan's book. Okay Shudras used to live out of the town and used to have a belt tied around, around their neck to let people know that uh, they are incoming into the city. Hmm. Is it the same today? I've given a question mark. Untouchability today is not just physical, as it was in the Gupta period. Hmm. it is mental and psychological too. Let's see, comma. Uh, exodus of Kashmiri Muslims, ghettoization of uh, Kashmiri Hindus, ghettoization of Muslims, frequent SCHT Act violations. In Hindi, Kashmiri? Uh, exodus of Kashmiri Muslims. Is it is it because of untouchability? Continue Frequent SC/ST Act violations, etc., can also be given as examples for this. Okay పక్కన Untouchability, okay done equality for all. I started with the quote. Okay. Equality for all. Okay Untouchability is kind of a evil which which been practicing in our which been practicing in our soci- society from our ancient periods, and it's been continuing till date in some areas of the country. It's it not only for experienced by some communities and society, but also to the, to the women of uh, women of the communities like Betty and Jubilee, etc. Good. This much I know. Okay. Untouchability is a mindset installed and developed in Indian society from ancient. Okay. Okay. Indian legal system has come up with laws which eradicate certain. Right. Huh. Untouchability is a sin. Hmm. a code I hmm. Untouchability is a social evil where the people from the lower sections of the stratified society are kept away from regular movement and nowhere they are given opportunity. Okay. In India, the constitution has provided fundamental rights for all its citizens, mm. irrespective of any caste, religion, sex, etc. Among these, Article 17, which deals with abolition of untouchability, can never be suspended in any situation in the country. The thoughts of the Mahatma Gandhi, the, the schemes of the government of India, the Indian society presently are discussed here. Very good. <clears throat> Fantastic. Inka, anyone else? You don't write okay చెప్పండి చెప్పండి చెప్పండి మానసిక రోగం ఓకే సో ఇంకా ఏమో రాశారా తన తర్వాత done accounting Ambedkar and Gandhi untouchability has to be for the Indian problems follow untouchability Ayurvedic period, mm. it is still holding its roots in the 21st century. For example, even after the implementation of prevention of manual Parenting Act, brought through the Article 17, we can trace the humans used as manual scavengers and they were seen as untouchables. Untouchability and its various forms, impacts and government initiatives in trying to eradicate them are discussed. Very good, nice. Yes, please. Hmm. వన్ లైన్ రాసిరా Content. చెప్పండి Thinking బట్ జీ మీ థాట్ ఏదైతే ఉందో దాన్ని you cannot take it for eight hundred words ultimately మా టాస్క్ అది కదా ఓకే ఇక్కడ అయిపోయిందా మీరు ఎస్ సో చూస్తారా ఇన్ని టైటిల్స్ ఇచ్చినా కూడా abolition of untouchability have become popular title within this cream only okay so most of the students will touch the untouchability only or getting the point సో పైన ఉన్నటువంటి యూనిక్ టైటిల్స్ని మీరు సెలెక్ట్ చేసుకున్న యూఆర్ హాఫ్ వే డన్ ఆ యూనిక్ అన్టచబిలిటీని యూనిక్ వేలో మీరు ప్రజెంట్ చేసినా కూడా you're equally going good okay I found one of the SA introduction which is good let's check quote okay okay it is not actually mandatory also if you write a quote who have given the quote అది కంపల్సరీ కాదు గుర్తు లేకపోయినా కూడా you can definitely use the quote I like the religion the teachers liberty equality fraternity okay Definition of untouchability. Mhm. Untouchability. The అట్- అట్లే రాసిరా Mm. You should frame it. हाँ चपल टैक्सेशन बोलो साशे ओके हाँ వెనకాల ముగ్గురు రాయలేరా చెప్పు phenomena of untouchable okay Hmm. the prominent leaders who fought very hard for the abolition of Rakesh Nafandar. Okay. Then see, what I am feeling, I mean, uh, after listening to all your thoughts, మీరు ఏదైతే రాసిరో ఏదైతే చెప్పినో ఇప్పుడు I'm coming to one conclusion అంటే I haven't seen your handwriting that's a last thing which I will do but మీ దగ్గర ఉన్నటువంటి ప్రజెంటేషన్ స్కిల్ ఏదైతే ఉన్నదో I can rate it only ten percent out of hundred ఓకేనా ప్రజెంటేషన్కి టెన్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఇస్తాం and the content which you have got దానికి కూడా I can rate it ten out of hundred only okay but కాన్ఫిడెన్స్గా I can give you hundred out of hundred at least you attempted because this is the very first introduction you have written after ages ఓకేనా After decade I suppose మీ టెన్త్ అయిపోయి డికేడ్ కదా కాలే టెన్త్ మొన్న మొన్న అయింది okay okay so after decade possibly you appear this SA కాబట్టి definitely it is a positive edge okay కానీ దీన్ని మనం టెన్ నుండి హండ్రెడ్ దాకా తీసుకుపోవాలి అంటే పని చాలా ఉంది it is not a easy task which has to be assumed and accepted by every one of you sitting in the class okay second thing ఇంకోటి ఏంటంటే what I felt is most of you, not uh, uh, everyone, most of you have written something which you remembered, not something which is asked. There is a difference. Okay. You should answer to the question which is uh, which is demanded. ఎగ్జామినర్ మిమ్మల్ని ఏదైతే ప్రశ్న అడిగారో దానికి మాత్రమే సమాధానం చెప్పాలి అటు ఇటు తీసుకుపోవద్దు మీరు పోవచ్చు కానీ మీతో పాటు నేను రావద్దు అర్థమైందా for example we have asked untouchability in twenty first century that is the title asked I guess okay but nobody have addressed 21st century except one was I think what's her name? Vamshi. Vamshi was trying to connect with Kashmiri Pandits. Okay, but because it is happening contemporarily. Okay. Uh, untouchability can be connected with uh, temple entry movements which are happening currently. It can be connected with few villages of Rajasthan or uh, Chhattisgarh which are actually happening in the current times. Okay, now. so uh, the uh, Hathras incident, okay, now the woman being killed, okay, that can actually also be connected. So likewise, current correct ఉండాలి ట్వంటీ ఫస్ట్ సెంచరీ అనే కీవర్డ్ అడిగినప్పుడు ఓకేనా if I'm being ask about the simplification of taxation system the very GST has to be highlighted in the introductory lines okay You keep on writing, but write only something which has been asked, Which is the demand of the title దాన్ని మాత్రమే మీరు అడ్రస్ చేయగలగాల ఎందుకు అనంటే ఇక్కడ మనకు ఒక్కసారి once you start gathering the content once you start researching about the content and within a few days I can promise you this the అంటే కొన్ని అసైన్మెంట్స్ నేను మీకు ఇచ్చిన తర్వాత మీరు ఎలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతారంటే you are having content overloaded then you will have to cut short దేన్ని ఎక్కడ తీయాలా దేన్ని ఎక్కడ పెట్టాలా ఓకే సో ఆ పరిస్థితిలోకి మీరు పోవాలి for that it require a rigorous effort and continuity రెండు కూడా ఉండాలి ఓకే ఇవాళ రాస్తాను ఓకే ఈరోజు ఇంట్రొడక్షన్ ఎట్లా రాసి రాయాలో నేర్చుకున్నాం దాంట్లో ఈ కాంపనెంట్స్ ఉండాలని చెప్పి you're understood but again you stop writing for one week it does not work ఎప్పుడైనా చెప్తున్నాను నేను it should be in a process of continuation okay అందుకోసమే నిన్న నేను మీకు ఇచ్చినటువంటి షీట్ ఏదైతే ఉందో I hope all of you have okay దాన్ని మనము మైక్రో డివైడింగ్ చేద్దాం అంటే ఈ సిలబస్ ఏదైతే ఉందో మనకు దాన్ని చిన్న చిన్న కాంపనెంట్స్గా మనం డివైడ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం అంటే ఏ ఏరియాస్ ఏ కోర్ ఏరియాస్ నుండి మనం రీసెర్చ్ చేయాలో మనం అర్థం చేసుకుందాం okay listen to me all of you first section one దాంట్లో ఫస్ట్ కాంపోనెంట్ వచ్చి contemporary social issues and social problems దీన్ని చూద్దాం contemporary social issues and social problems okay వీటిని సబ్ డివైడ్ మనం చేయాలనంటే what is the evidence we have ఏం ఎవిడెన్స్ ఉంటుంది మన జిఎస్ మెయిన్స్లో సొసైటీ పేపర్ ఏదైతే ఉందో దానికి వెళ్ళిపోవాలి ఓకే దానికి వెళ్ళకుండానే మనము జనరల్గా దీన్ని డివైడ్ చేస్తే what are the social problems you believe first of all we have caste okay దాని తర్వాత we have religion related conflicts ఉన్నాయా లేవు ఇండియాలో okay to some extent we also have linguistic issues also భాష పోరాటాలు తెలంగాణ ఆల్సో భాషా పోరాట రాష్ట్రం Andhra was also far for linguistic connect only okay linguistic ఇది కనెక్ట్ చేసుకోవచ్చు ఇంకా you can connect with first of all poverty okay పేదరికం పేదరికంకి సంబంధించిన అంటే అన్ని రాస్తాను తర్వాత you will understand okay then comes your unemployment then comes your old age okay vrudhulu they are also the part of the society then comes vikalangulu yes disabled they will also be a part of the society inka transgenders very good transgenders they are also as part of the society. Inka? Very good. Children, they are seen represented in the society only. Vilata Patu? Women. Women are also seen as a part of society. Inka. Is there anything else? <coughs> Regionalism. ఉందా రాలేదా దిస్ ఇస్ రిలీజియన్ ఐ అంతే కదా రీజనలిజం ప్రాంతీయవాదం ఉన్నదా లేదా కమ్యూనల్ టెన్షన్స్ అంటే ఇక్కడ వచ్చేస్తుంది religion and communal tensions okay ఇంకా what what what else comes here as a part okay we can take yes very good corruption can be a a here what What the society of north east India is very very important okay ఈశాన్య రాష్ట్రం north eastern states the society and the culture over there ఇంకా ఎనీథింగ్ ఎల్స్ ఏంటండి devadasi jogini okay okay human exploitations we can keep it no human exploitation and solutions like this we can write very good urbanisation and migration ఇట్లా రాయొచ్చు urbanisation and migration very good ఇంకా చిల్డ్రన్ వచ్చేసింది hotels health fantastic health and nutrition రాతమా ఓకే ఇంకా role of media very good role of media very good what else human resources human resources HR human resources education is different component సొసైటీలో మనం తీసుకోవద్దు ఎందుకంటే that itself is a different component of your section three ఇంకా Interest of minorities ఇక్కడ రావచ్చు కదా ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్ ఇంకా politics yes it can be a part of the society but it is a different title also it can మళ్ళీ దాని పాలిటిక్స్ని different dimensions dynamics of politics దాన్ని డివైడ్ చేసుకున్నాం ఇల్లిటరసీ రాయలేదా ఇల్లిటరసీ అది కూడా ఎడ్యుకేషన్ వచ్చేస్తుంది basically okay role of NGOs and civil societies ఇట్లా రాసుకోవచ్చు కదా role of NGOs and civil society self help groups all those okay what else ఇంకా సమాజంలో ఇంకెవరు భాగం religion is done caste is done basics are all almost done ఇంకేదన్నా కూడా ఉంటే that we will keep it under miscellaneous section okay miscellaneous అని పెట్టుకుందాం దాంట్లో ఇంకా ఏది ఉన్నా కూడా we will be keep on adding okay ఇప్పుడు ఈ సబ్ సెక్షన్స్ అంటే వెరీ ఫస్ట్ కాంపనెంట్లో ఇన్ని సబ్ సెక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే క్యాస్ట్ మీద మీరు ఒక two thousand words content readymade ఉండాలి మీ దగ్గర ఓకే రెండు వేల వర్డ్లు కంటెంట్ అన్నది it should be readymade with you data can be gather from any source ఏ సోర్స్ నుండి కూడా మీరు డేటా గ్యాదర్ చేయొచ్చు in fact I will also be providing some data to you okay similarly all the titles all the డివి సబ్ డివిజన్స్ ఏదైతే వెరీ ఫస్ట్ కాంపనెంట్కి నేను ఏదైతే సబ్ డివిజన్ చేసినానో వీటన్నిటికీ కూడా I want you people to have a readymade content of two thousand words clear all of you ఈ రెడీమేడ్ కంటెంట్ అన్నది మీ ఇన్బిల్ట్ ఉన్నది అని అంటే definitely you will be coming to a position ఇప్పుడు ఇంతకుముందు నేనైతే చెప్పినానో ఇంట్రొడక్షన్లో what are the components which are to be taken into consideration explain the statement quotation అంటే క్యాస్ట్ రాసినప్పుడు క్యాస్ట్కి సంబంధించిన మూడు కోట్ కొటేషన్ త్రీ కొటేషన్స్ ఇవ్వాలి రైట్ సిమిలర్గా రిలీజియన్ సంబంధించి ఒక త్రీ కొటేషన్స్ వాట్ ఎవర్ అంటే మనకు సొసైటీ ఫస్ట్ కాంపొనెంట్ నుంచి ఎంత టచ్ చేయాలనుకున్నా కూడా వీటికి మించిపోలేదు okay they are those areas which are to be covered or touched by TSPSC beyond this పోయే స్కోప్ లేదు కాబట్టి విత్ ఇన్ దిస్ మనకు పర్ఫెక్షన్ అన్నది ఉండాలి దో కొంతమందికి సొసైటీ పేపర్ ఆల్రెడీ పర్ఫెక్షన్ ఉండి ఉంటుంది కానీ I want it to be in a readymade రెడీగా మీ చేతుల్లో ఉండేటటువంటి ఒక ప్రయత్నం మీరు చేయండి okay so we will today take only one assignment ఈ మొత్తం సిక్స్ కాంపనెంట్స్లో కూడా the very first component only we will take okay so మళ్ళీ దాని తర్వాత సబ్ డివైడ్ చేద్దాం నెక్స్ట్ సెక్షన్ ఏదైతే ఉందో issues of economic growth and justice దాంట్లో ఏ సబ్ సెక్షన్స్ వస్తాయి that we will be understanding in a different manner మళ్ళీ కమింగ్ టు ద థర్డ్ మొత్తం సిక్స్ టైటిల్స్ ఉన్నాయి కదా ఈ సిక్స్ టైటిల్స్లో మనం we have studied only one out of that అర్థమవుతుంది అందరికీ దాంట్లో ఇవన్నీ కూడా పాసిబుల్ టైటిల్సే వీటికి సంబంధించి ఒక రెడీమేడ్ కంటెంట్ అన్నది రెడీమేడ్ నోట్స్ అన్నది మీకు తయారై ఉండాలి ఓకే ప్లాన్ అర్థమైంది అందరికీ the plan is clear to all of you okay ఈ రెడీమేడ్ కంటెంట్ మీరు తయారు చేసిన తర్వాత నేను కూడా తయారు చేస్తాను చేసింది ఉందా already but I will not give it you now because ultimately ఎగ్జామినేషన్లో what you remember is your research okay మీ రీసెర్చ్ మాత్రమే మీకు ఎగ్జామ్లో స్ట్రైక్ అవుతుంది not anyone else's research my research may be a value addition to that it is not the whole of the content point అర్థమైంది అందరికీ మీ దగ్గర ఉన్న కంటెంట్కి నేను ఇచ్చేది వాల్యూ యాడ్ అవుతుంది కానీ it is not the core demand or the core analysis as such first okay so next introduction ఒకటి ప్రాక్టీస్ చేద్దాం ఇంకొకటి ఓకే సొసైటీ ఇదే టైప్ ఇదే రిలవెన్స్లో మనం ఉన్నాం కాబట్టి దీని నుండే మనం ఒక టైటిల్ ఫ్రేమ్ చేసుకున్నాం ఓకే స్టార్ట్ అయితే కమ్యూనల్ టెన్షన్స్ లేదంటే కమ్యూనల్ ఇంకా కంటెంట్ మీకు రాకపోవచ్చు take it like this naxalism naxalism naxalism and its impact on society and its impact on society naxalism and its impact on society it can also be asked like naxalism and its impact on security naxalism and its impact on population but i'm giving it a scope పెంచేసినాం ఇది ఏదైనా రాయొచ్చు సొసైటీలో security will also be a part please Naxalist, a person was distract- Good very good మళ్ళీ ఒకసారి గట్టి చదవండి A pen in the hand or gun in the hand can change the society but one in a positive way while other in a negative way fantastic okay అది చదివిన వెంబడే నాకు ముందు పోవాలనిపిస్తుంది అంటే ఇంకా ఈ ఈమె పేరేం పేరు శ్రీవాణి శ్రీవాణి ఇంకేమేమి రాసిందా అని చెప్పి I'm feeling so curious yes or no ఆ రకంగా మీరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇంప్రెస్ చేయాలి ఆ తర్వాత మీరు గ్రూప్ వన్ పేపర్ ఎవాల్యుయేటర్ని డెఫినెట్లీ యూ కెన్ న్యాచురల్లీ మీరు ఇంప్రెస్ చేయగలుగుతారు కంటిన్యూ one of Very good. Nationalism is a word which has a roots in the village called Naxalbari, where the common people took arms uh, in fight of landlords in West Bengal. Hmm. It is a system which fights against the policies or ideologies of the government, but not the country's ideologies. Many people from rural and tribal areas join Naxalism in order to solve their problems by fighting with the policies of the government. Okay. How Naxalism has shown its effects on the tribal people and how and on government and uh, and the arms in the hands and how it affects the internal security of the country can be discussed. In the late 1960s, in a small village called Amsundari, the birth of nationalism took place. The aim of nationalism is to overthrow the existing government and establish a government that would provide equal access and distribution of resources. But its activities are quite destructive in nature, as we shall see below. The recent Andheri East constituency of Mumbai recorded the highest ever nota of 14 percent being an accident affected area. It is one district, it is just one example. We shall see its disastrous impact. soon. Okay. Huh. Nationalism or is It is rising because of the backwardness, corruption, dividing society in terms of religion. Most of the people who hear about nationalism is that a person or a group of people who would come to help the needy or the person who is suffering from. Nationalism is a violent, is a violent method to get the undue respect society. As in case of Telangana, we can see that many of the leaders who fought against Islam are, are went, to, went through this method of Naxalism. Good. Huh. Naxalism is, is an issue which can threat country and can create internal security violations. Hmm. Naxalism is a movement which started in our country for the purpose of eradicating corruption and other social evils which are practicing in our country. After the independence, our country experiences experiences more educated person joined the Naxal movement, hmm. which are mentioned here. Okay. Exploitation of rights and freedoms of people creates a disorder and it leads to formation of groups and society. Okay. Yes, please. Enkala, hello. Naxalism a bane for the society. The ideology of Naxalism a bane. B A N E. हाँ वेरी गुड हाँ for the society okay okay okay ఇంకా ఇది సరే please story okay Yes. So basically you will be connecting this title with the idea of internal secure అంతర్గత భద్రత ఇసాను నక్సల్వాదం అన్నది సమాజంలో ఎందుకు ప్రారంభమైంది అసలు why was it started okay it was started for one important reason clear జల్ జమీన్ జంగల్ అవునా జల్ జమీన్ అండ్ జంగల్ this was the main intention before the beginning of this particular agitation or the protest okay ఇక్కడ ఇంపాక్ట్ ఆన్ సొసైటీ అని చెప్పి అడిగినారు అంటే it will be impact on first of all family life yes or no those are turn out to be Naxalite వాళ్ళ కుటుంబంపై దీని యొక్క ప్రభావం ఉంటుందా ఉండదా డెఫినెట్లీ ఎస్ ఫ్యామిలీతో పాటు ఇక్కడ ఇంపాక్ట్ అన్నది we can also connect with something call family impact on government also okay unnecessarily government is putting huge revenue CRPF దళాలను ఎందుకు పెట్టింది అసలు క్లియర్ వాళ్ళ వాళ్ళ వాళ్ళతో పోరాటం చేయడం కోసమే కదా naxalites are also Indians this is one of the very important title asked in UPSC Naxalites are also Indians అని చెప్పి ఒకసారి ఒక టైటిల్ టైటిల్ అడిగారు అంటే దాని అర్థమైంది we cannot impose a force to run against Indians to fight against Indians yes or no so ఆ పాయింట్ ఇక్కడ అర్థం కాదు ఇంకా impact can also be on different sections like health care yes or no వాళ్ళ యొక్క ఆరోగ్యం పైన కూడా అది ప్రభావం చూపుతుంది because they're all staying or residing in the villages all together okay with that impact can also be on education పై చదువులు వాళ్ళు కొనసాగించలేరు if they are Naxalite education can't be continued as such okay next ఇక్కడ మనము ఇంకొక పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేయాల్సింది ఏంటంటే counter Naxalism another point which should be highlighted here is counter Naxalism counter అంటే నక్సల నక్సలిజంకి వ్యతిరేకంగా మనం చేస్తున్నటువంటి యాక్టివిటీస్ ఏంటి the most important which I expected from you people which no one have you have written is about the Greyhound policing ఓకేనా ఇది most important point which is expected from you people Greyhound policing అన్నది uh, మీరు రాయొచ్చు Operation Greens Green Hunt that can also be highlighted okay CRPF battalion CRPF battalion okay దీనికి సంబంధించి ఒక ఫోర్స్ మా డెడికేటెడ్గా యాంటీ నక్సల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నది okay with this another point which I want you people to connect is impact and spread spread of Naxalism ఓకేనా అంటే Naxalism yes very good I I can see that you people have started with the writing like Naxalism was started at Naxalbari region in the state of West Bengal. Later on, it was spread to the other regions like uh, Dantewada and Sukuma region in Chhattisgarh, Malkangiri in the state of Odisha, uh, Srikakulam, Vijayanagram and Vishakhapatnam in Andhra Pradesh. Khammam and Adilabad region in Telangana state Udupi region in the state of Karnataka and also the whole of Kerala this region wherever there is a spread of Naxalism Naxalism spread ఎక్కడైతే ఎక్కువ ఉన్నదో ఆ ప్రాంతాలని మనము రెడ్ కారిడర్ అంటాం ఏమంటామా red corridor okay so that red corridor can also be highlighted during your presentation okay so ఇవన్నీ కీ కాంపోనెంట్స్ కూడా మీరు ఇక్కడ కవర్ చేయగలగాలి okay state government funding on anti Naxalism అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం they come across with policy surrender policy అంటాం దాన్ని సరెండర్ పాలసీ అంటే నక్సలైట్గా మారి ప్రభుత్వానికి లొంగిపోతే ఆర్థిక సహకారం the financial support would be given from the government a government job will also be given from from the government and so అటువంటివన్నీ కూడా I want you people to highlight it okay so తెలంగాణలో మనం గ్రూప్ వన్ రాస్తున్నాం కాబట్టి greyhound policing is mandatory okay the policy which was adapted by late chief minister YS Rajasekhar Reddy in order to control Naxalism his policy was very brilliant ఎందుకనంటే నక్సలిజం సిద్ధాంతం వచ్చిందే భూమి లేని వారికి భూ పోరాటం భూ హక్కుల కోసం for the land rights ownership rights this idea of Naxalism was broad Telangana రాష్ట్రంలో ద గవర్నమెంట్ ఆఫ్ ప్రామిస్డ్ మూడు ఎకరాల భూమి దళితులకు ఇచ్చిరా it is not at deliver the promise is not at deliver ఆంధ్రప్రదేశ్లో భూ పంపకాలు స్టార్ట్ అయిపోయినాయి కదా already the current government is distributing land to the landless irrespective of caste okay అన్ని కులాలకు కూడా ఆంధ్రప్రదేశ్లో భూ పంపకాలు అన్నవి అంటే not agricultural land but it is housing land okay గృహ నిర్మాణానికి కావాల్సినటువంటి భూమిని కేటాయిస్తూ వస్తుంది సో అటువంటి ఒకటి మీరు కనెక్ట్ చేయాలి with the current aspects okay with that YSR model అంటే ఏంటంటే Chhattisgarh government of side if you're Naxalite and you're surrendering to the government you will be given two lakh rupee compensation plus government job Odisha ఏం జరుగుతుందంటే నక్సలైట్ అయి ప్రభుత్వానికి లొంగిపోతే మీకు మూడు లక్షల రూపాయల పరిహారం ప్లస్ ప్రభుత్వ ఉద్యోగం వైఎస్ రాజశేఖర రెడ్డి ఏం చెప్తాడంటే if you're Naxalite and you're surrendering to the government you will be given ten lakh rupees compensation with a government job along with distribution of land to the landless భూమి లేని వారికి భూమిని పంచమని చెప్పి తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి పాలసీ కూడా ఆంధ్రప్రదేశ్ విధానం కాబట్టి సో దానిని తప్పకుండా you can highlight in your examination is is clear to all of you so first point ఏం చెప్పిన నేను నక్సలిజం అండ్ ఇట్స్ స్ప్రెడ్ అంటే దీనికి ఇంట్రొడక్షన్లో మీరు చాలా డీటెయిల్గా రాయాలి డీటెయిల్గా అంటే ఈ అంటే you have you're all having lots of content to present ఇంత కంటెంట్ మీ దగ్గర ఉన్నప్పుడు ఆ సస్పెన్స్ అన్నది చాలా బాగుంటుంది clear all of you the greyhound policing of united Andhra Pradesh comma anti Naxalism activities by the central government comma surrender policies introduced by the state governments comma ఇవన్నీ కూడా ఆర్ డిస్కస్డ్ బిలో అంటే then definitely that is giving your bigger insight or greater output all together okay let is take one another title ఇంకొక టైటిల్ రాయండి write down a title poverty is poverty is poverty is poverty is everlasting everlasting everlasting just ఈ టైటిల్ చూసి మీ అప్రోచ్ చెప్పండి నాకు అంటే అప్రోచ్ ఎట్లా ఉంటుందో చెప్పండి then I will clarified poverty is everlasting అంటే పావర్టీ రిమైన్స్ ఓకే ఏం ఏం ఎట్లా ఎట్లా ఉంటుంది అప్రోచ్ ఏముంటుంది దీంట్లో limited resources. Limited resources okay okay ఇంకా too much money in few hands okay ఇంకా Imperfect implementation. imperfect implementation of the policies okay policies of okay హా ఇంకా సి ఒకటి గుర్తుపెట్టుకోండి పావర్టీ ఇస్ ఎవర్ లాస్టింగ్ అంటే పేదరికం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది అని అంటే దాని అర్థం ఏంది it is not just related to Indian context ఇది అర్థం చేసుకోవాలి okay poverty is everlasting in India అంటే ఆన్సర్ వేరు ఉంటుంది only we have given a scope call poverty is ever lasting అంటే India can be one paragraph India can be two paragraph but the whole essay can't revolve around India clear all of you next ఇంకొక టైటిల్ అండి women are the game changers of women are the game changers of women are the game changers of women are the game changers of women are the game changers of economy women are the game changers of economy women are the game changers of economy మళ్ళీ ఇక్కడ కూడా you are not just allowed to write about India ఇండియాలో అడగలేదు మిమ్మల్ని ఇండియాలో women are they the game changers హా It can be a paragraph. It can be a two paragraphs, but not a complete essay. అంటే మీరు ఇండియాతో లింక్ చేయాలా కానీ ఓవరాల్ మీ జర్నలిస్టిక్గా ఉండాలి మీ ఎస్ఏ అన్నది it should be journalistic all together suppose take another title take one more title ageing population ageing population ageing population ageing population in contemporary times in present times ageing population in present times ageing population అంటే వృద్ధులిక ageing population means who the old age the వృద్ధులు ఓకేనా ఇన్ ద ప్రెసెంట్ టైమ్స్ మళ్ళీ ఇక్కడ కూడా ఇండియాతో కనెక్ట్ చేయొద్దు you don't have to connect with India you can take example of China Japan India also can be one paragraph or two paragraph but not the whole of the essay అర్థమైంది అందరికీ రైట్ వన్ అదర్ టైటిల్ ఇంకొక టైటిల్ అండి జుడిషియల్ రిఫార్మ్స్ judicial reforms judicial reforms judicial reforms in in modern modern nation modern nation judicial reforms in modern nation ఇక్కడ examiner have given you a keyword call nation ఇప్పుడు చెప్పండి దీన్ని మనం జ్యుడిషియల్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా అనొచ్చా అనలేమా Can we say, is it a context of India or not? Yes, it is. ఓకేనా సో డైరెక్ట్లీ క్వశ్చన్స్ అడగకపోయినా indirectly the examiner wants that that very point from all of is is clear nation అంటే ఇండియా తీసుకోండి కానీ పైన మూడు టైటిల్స్లో ఎక్కడ ఇండియాని మెన్షన్ లేదు ఎస్ ఆర్ నో ఇండియాని మెన్షన్ లేదు నేషన్ అని మెన్షన్ లేదు కాబట్టి definitely you will write it in a journalistic approach కానీ దీనికి అప్రోచ్ మాత్రం జర్నలిస్టిక్ ఉండద్దు it should be to the point that is towards India is this clear to all of you yes everyone so ఈరోజు మీకు ఇచ్చినటువంటి అసైన్మెంట్ ఏంటంటే వీటన్ని పాయింట్స్ మీద అంటే I have I have given you how to write an introduction but because of the lack of content okay ఆ కంటెంట్ అన్నది మీ దగ్గర ల్యాకింగ్ ఉంది కాబట్టి many of you when unable to present in a sequential manner. Okay, I cannot dictate all the introductions. Yes or no? It is not a right approach also. I will not write, I will make you write. మీతో రాపేయడమే నా ఎజెండా నేను రాయడానికి నాకు ఎగ్జామ్ లేదు మీకే ఉంది ఎగ్జామ్ ఎస్ ఆర్ నో మీకుందా నాకుందా exam I don't have any exams clear you people are going to face the exam కాబట్టి you should write your hand ship pain not mind clear all of మీ చేయి నొప్పి పెట్టేలాగా నేను చేపిస్తాను కానీ it is you who should take the whole responsibility of clearing this examination ఓకేనా సో ఎస్ఏ కాంపనెంట్స్ ఏంటి ఫస్ట్ అంటే మొత్తం ఆరు టైటిల్స్లో ఫస్ట్ టైటిల్లో ఏ పాసిబుల్ టైటిల్స్ వస్తాయో మనం మాట్లాడుకున్నాము దాని తర్వాత దానికి సంబంధించిన రీసెర్చ్ మీరు ఈరోజే క్లాస్ తర్వాత మీరు చేయబోతున్నారు ఆ రీసెర్చ్ చేసి it may take one day or two days of time దాని తర్వాత ఆ కంటెంట్ గ్యాదర్ చేసినాక I will be giving you possible titles also from societal perspective ఓకేనా నెక్స్ట్ దాని తర్వాత ఎకనామిక్ గ్రోత్ అండ్ జస్టిస్ తర్వాత మనం మెయిన్ బాడీ గురించి మాట్లాడదాం see without having a basic content I cannot give you the framework of main body ఓకేనా సో మెయిన్ బాడీ ఫ్రేమ్వర్క్ ఇచ్చే కంటే ముందు let your introduction be perfect first మీ పరిచయం అన్నది పర్ఫెక్ట్ అయినాకనే we will go to the main body okay it's time ఎక్కువ time it's not a constant at least for మీ నాకైతే ఇక్కడ టైం లిమిట్ అనేది ఏది కూడా లేదు మీకు కూడా లేదు so we will spend huge amount of time in making our essays perfect clear అంటే గ్రాడ్యువల్గా మనకు ప్యారలల్గా రెండు జరగాల మనము అప్రోచ్ నేర్చుకుంటూనే కంటెంట్ కూడా నేర్చుకోగలగాల that should be happen parallelly then only మనం ఫిబ్రవరి టార్గెట్ పెట్టుకున్నాం కాబట్టి బిఫోర్ జనవరి లేదా with in January this entire course will be completed clear all of you okay